Thank you. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామంలో శుభములు ఇలా ఉన్నాడండి దేవుడు తన రెక్కల చాటున మన భద్రపరిచి మరి యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలు అద్భుత అద్భుతకరుడా తండ్రి నీ సన్నిధిలో భద్రపరిచి నీ రెక్కల చాటున మమ్మల్ని ఉంచే ఏసయ్య మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి నీ కృపా కాపుదల దయచేయండి నీ శక్తితో నింపయ్యా నీకు వందనాలు ఇక్కడ ఎవరైతే ప్రభు యొక్క ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నారో వారందరితో మాట్లాడయ్యా నీ నామాన్ని మహిమపరుచుకోనండి పరిశుద్ధాత్మదేవ ఎటువంటి ప్రభ శోధన లేకుండా నీ కృపలో భద్రపరిచి యొక్క వాక్యాన్ని వినడానికి సహాయం దయచేసి నువ్వు మాతో మాట్లాడి నువ్వే గనపరచగలరని మా నజరేడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఈరోజు మన వాక్య ప్రసంగము లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు మనం ఒకసారి చదువుకున్నట్లయితే మరియు ఆశీరు గోత్రీరాలిను పనుయలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్నత్యము మొదలుకొని ఏడేండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుసలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను కేవలం లూకాసు వార్తలో మూడు వచనాలు మాత్రమే ప్రవక్త అయిన అన్నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయించారు అండి మూడు వచనాలు మాత్రమే కానీ ఆ మూడు వచనాలలో ఈ లోకంలో క్రైస్తవులు ఏ విధంగా బ్రతకాలో ఆ మూడు వచనాల్లో పొందుపరిచారు ఈరోజు మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే క్రైస్తవులుగా మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి మన వాక్య ప్రసంగ అంశము క్రైస్తవులుగా మనము ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి చూసినట్లయితే ఈ ప్రవక్త అయిన అన్న ఏడు సంవత్సరాలు తన యొక్క భర్త సంతోషంగా ఉండి తరువాత ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలిగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అక్కడ చూచినట్లయితే నిజంగా ఆ ఏడేళ్ళు వివాహ జీవితంలో తనకి పిల్లలు ఉన్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో రాయించేవారు తనకు పిల్లలతో కలిసి దేవాలయంలో సేవ చేయుచుండెను అని కానీ అంటే తనకి నాకు పిల్లలు లేరు అని అర్థం రేయిం బగళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తన జీవితం చాలా సంతోషంగా ఉంది కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలిగా ఉన్నా కూడా తన జీవితం ఏంటో ఎందుకు అనే విధవరాలిగా ఉన్నా కూడా దేవుణ్ణి విడవకుండా రేయిం బగళ్ళు ఉపవాస ప్రార్థనతో ప్రార్థన చేస్తుంది తను ఎందుకు బ్రతకాలి నా జీవితం నేను ఎవరి కోసం బ్రతకాలి నేను ఎందుకు బ్రతకాలి నా జీవితం ఒక ఏడేళ్ళు నేను సంతోషంగా ఉన్నానే ఏ ఏడేళ్ళు నేను చాలా సంతోషంగా ఈ లోకంలో జీవించానే కానీ తరువాత నా జీవితం ఏమీ లేదు కదా నేను ఎందుకు బ్రతకాలి అనుకోలేదు కానీ నేను దే తను ఏమనుకుందంటే నేను ఉపవాసం ఎవరి కోసం చేయాలి మనం ఉపవాసం చేస్తే దేనికోసం చేస్తామండి ఏదైనా దేవుణ్ణి దగ్గర నుంచి ఏదైనా ఆశించి ప్రభా నా జీవితంలో యొక్క కార్యాన్ని జరిగించు ప్రభా అని అడగడానికి ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో మొరపెడతాం ఆ యొక్క ప్రవక్త అయిన అన్న ఎందుకండి ఉపవాసం చేయాలి ఎనభై నాలుగు సంవత్సరాలు రేయింబగళ్ళు దేవాలయంను విడువక ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి కనీసం ప్రార్థనే చేయము ఇంకా దేవాలయం సంగతి ఎలాగా దేవుని మందిరానికి చర్చ్కి వెళ్ళే సమస్య లేదు అలాంటిది ఆవిడకి ఒక బాధలోనే ఉంది ఒక విధవరాలుగా ఉంది కానీ దేవాలయంను విడువక ఎనభై నాలుగు సంవత్సరాలు సేవ చేస్తూ ఉందంట ఎందుకు తనలో ఉన్న నిరీక్షణ ఏంటి నిరీక్షణ తన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా ఆ ప్రవక్త అయిన అన్న జీవితంలో తను కలిగి ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా నేను ఈ లోకంలో రాకముందే నాకు ఒక భర్త ఒక కుటుంబం ఒక తల్లి ఒక తండ్రి అని లోకంలో నేను అడుగు పెట్టక ముందే నేను దేవుని కుమార్తెను అనే ఒక నిరీక్షణ కలిగి ఉందండి నేను ఈ లోకంలో అడుగు పెట్టకముందే నేను దేవుని కుమార్తెను కాబట్టి దేవుడు నన్ను ఏ చిత్తం కోసం ఈ ఈ యొక్క భూమిలో ఉంచారో ఈ యొక్క లోకంలో ఉంచారో ఆయన చిత్తం నెరవేర్చి ఆయన పిలిచే వరకు ఆయన ఇచ్చే ఆయుష్ను పూర్తిగా నేను అనుభవించే వరకు నేను నిరీక్షణ కలిగి ఉంటాను అనే దృఢమైన సంకల్పం కలిగి ఉంది కాబట్టి ఎనభై నాలుగు సంవత్సరాలు విడువక దేవాలయంను విడువక తను ఏం చేస్తూ ఉందంటే ఉప ఉపవాస ప్రార్థనలతో దేవుణ్ణి సేవిస్తూ ఉందండి అందుకే కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో ఉంటుంది నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను దేవుడు మనల్ని ఈ లోకంలోనికి తీసుకురాక ముందే ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనల్ని చూడక ముందే మనల్ని చూసి సంతోషించక ముందే దేవుడు మనం పిండమునై ఉండగానే దేవుని కన్నులు మనల్ని చూశాయంట మన తల్లిదండ్రుల నుంచి మన తల్లిదండ్రులు మన ఎళ్ళ కలిగి ఉన్న తలంపుల కంటే మన మన ఆలోచనల కంటే దేవుడు మనల్ని చూశాడు ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి నేను అందుకోసం నేను బ్రతకాలి అని దృఢమైన ఒక సంకల్పం కలిగి ఒక నిరీక్షణ కలిగి అయ్యో నా జీవితం అయిపోయింది నేను ఇంకా ఏమీ చేయలేను అని అనుకోలేదు కానీ నలభై నాలుగు సంవత్సరాలు ఒక నిరీక్షణ లేకపోయినా ఈ లోకానుసారంగా ఎటువంటి నిరీక్షణ లేకపోయినా నేను దేవుని చిత్తానుసారంగా నేను జీవిస్తాను దేవుడు చెప్పినట్లు నేను జీవిస్తాను అనుకొని తను దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోలేదండి దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఎంత గొప్ప ధన్యత అండి మూడే మూడు వచనాలు ఆవిడ జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో అందరితో మాట్లాడాలనుకుంటున్నారండి ఆవిడ యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మూడు విషయాలను మనం ఈరోజు నేర్చుకుందాం మొదటి పాయింట్ ఏంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి నమ్మాలి తనకు ఒక అర్థం కాని స్థితి వచ్చింది ఏడు సంవత్సరాలు ఈ లోకానుసారంగా నేను చాలా సంతోషంగా ఉన్నానే అనుకుంది కానీ ఎన ఎనభై నాలుగు సంవత్సరాలు ఆ పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి నమ్మింది కాబట్టి ఏడు సంవత్సరాలు ఈ లోకానుసారంగా సంతోషంగా జీవించిందేమో కానీ ఎనభై నాలుగు సంవత్సరాలు తను దేవుడికి సంతోషంగా దేవుడు సంతోషించే జీవితాన్ని జీవించిందండి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ప్రతిదీ దేవుడికి తెలుసు నీ స్థితిలో నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితి అయినా దేవునికి తెలుసు నువ్వు ఆ యొక్క స్థితిలో నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అసలు నమ్మకపోతే ఏమవుతుందో చూద్దామా అండి నమ్మకపోతే మన పరిస్థితుల్లో మన అర్థం కాని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి నమ్మకపోతే ఏం జరుగుతుందో చూద్దామా సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఒకటో వచనంలో ఏముంది అంటే వారందరూ యొక్క కాదేశ ఒక అర సీను అరణ్యంలో దేశంలో ఉన్న కాదేశు ప్రాంతానికి ఇస్రాయల్ సమాజాన్ని అంతా మోసే వాళ్ళందరూ తీసుకుని వచ్చినప్పుడు అక్కడ మిర్యాము చనిపోతారు ఆ మిర్యాము ఎవరు అంటే మోసే యొక్క సహోదరి అక్కగారు ఆ అక్కగారు చనిపోతారు ఇరవయో అధ్యాయము ఒకటో వచనంలో మిర్యాము యొక్క అక్కగారు చనిపోతారు ఆ అక్కగారు చనిపోయినప్పుడు ఆ సీను అరణ్యంలోనే వారు అక్క యొక్క మృతదేహాన్ని పాతి పెడతారు ఆ యొక్క దుఃఖంలో ఉన్నప్పుడు మోసే దగ్గరకు ఇస్రాయల్ జనాంగం రెండో వచనం నుండి నుండి ఐదో వచనం వరకు ఇస్రాయల్ సమాజం అంతా వచ్చి మోషేతో వాదించడం చూస్తాం వాదిస్తూ ఉంటారు ఎందుకు వాదిస్తారంటే మాకు ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేవు మేము మా సహోదరులతో కలిసి మా సహోదరులతో కలిసి అక్కడే చనిపోతే బాగుండేది కదగా ఈ అరణ్యంలో చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా ఇక్కడ గింజలు లేవు ఇక్కడ దానిమ్మలు లేవు ఇక్కడ ద్రాక్షాలు లేవు ఇక్కడ త్రాగడానికి నీళ్ళు అని ఆయనతో వాదించడం మొదలుపెట్టారు రెండో వచనం నుంచి ఐదో వచనం వరకు అలా జరిగింది మోసే బాధలోనే ఉన్నారు అంత గొప్ప నాయకుడు ఆ యొక్క నాయకుడి కుటుంబంలో మరణం జరిగింది ఆ యొక్క బాధలోనే ఉన్నారు కానీ రెండో అధ్యాయం ఐదో వచనం నుంచి తనని మరలా ఆ యొక్క సమాజం ఇస్రాయల్ సమాజం వారు అతనిని బాగా వాదిస్తూ ఉన్నారు ఆయనతో వైరం పెట్టుకొని ఆయనతో గొడవ పడుతున్నారు మాకేమీ లేవు నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చావు ఆ యొక్క పరిస్థితిలో మోసే అహరో అహరోణులు ఆరో అధ్యాయంలో మోషే అహరోణులు దేవుని ప్రత్యక్ష గుడారం వద్దకు వెళ్ళి విచారణ చేయగా అక్కడ వారికి దేవుడు చెప్తాడు మీరు అక్కడ బండతో మాట్లాడండి ఆ బండతో మాట్లాడితే ఈ ఇస్రాయల్ జనాంగానంతటికి నేను నీళ్ళు ఇస్తాను అని దేవుడు చెప్తారు ఆ దేవుడు చెప్పగానే అక్కడ మోస యొక్క స్థితి దేవుడికి తెలుసు వెంటనే దేవుడు సమాధానం ఇచ్చి ఆ వెళ్ళి నువ్వు స్పెల్ట్ ద రాక్ బండతో మాట్లాడు టెల్ టు ద రాక్ బండతో మాట్లాడు అని చెప్పగానే ఆ ఇస్రాయల్ జనాంగం అంతా నేను నీళ్ళు ఇస్తానని చెప్పగానే పన్నెండో వచనంలో మోసే వచ్చి ఏమంటారో తెలుసా అండి ఈ మాట ఉంటుంది ద్రోహులారా వినుడి you rebels shall we bring the water for you out of this rock అని చెప్తాడండి యూ రెబల్స్ ద్రోహులారా మేము ఈ రాళ్లలో నుంచి మీకు నీళ్లు రప్పింపవలెనా మేము ఈ రాళ్లలో నుంచి నీళ్లు రప్పింపవలెనా అని తన కర్రను తీసుకొని అక్కడున్న రాయిని రెండు సార్లు కొట్టగా దేవుడు చెప్పిన మాట నువ్వు just tell to the rock రాయితో మాట్లాడని దేవుడు చెప్పాడు ఆ యొక్క బండను రెండు సార్లు కొడితే వారికి నీరు వచ్చి ఆ ఇస్రాయల్ సమాజం అంతా ఆ నీరుని తాగారు కానీ మనందరం ఓపెన్ చేద్దామండి సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనంలో ఆ మాట మనం చూద్దామండి అప్పుడు యహోవా మోసే అహరోణులతో మీరు ఇస్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నమ్ముకొనక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలో దేవునికి మీరు తోడుకొని పోరని చెప్పాను చూసారా అండి మీరు నన్ను నమ్మలేదు నీ పరిస్థితి తెలుసు మోషే మో దేవుడికి తెలియదా అండి మోషే యొక్క పరిస్థితి దేవుడికి తెలియదా అండి ఆ యొక్క మరణం జరిగింది తను బాధలో ఉంటాడు ఆ బాధలోనే యొక్క ఇస్రాయల్ ప్రజలు వచ్చి ఆయన్ని ఆయనతో వైరం పెట్టుకున్నారు వాదిస్తూ ఉన్నారు ఆ ఆ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు అందుకే దేవుడు అన్నాడు నువ్వు జస్ట్ ఆ రాయితో మాట్లాడు కానీ ఆయన బయటకు వచ్చి వారు ఇలా మాట్లాడుతున్నారే ఇలా నన్ను వాదిస్తూ ఉన్నారే అని ఆ బాధతో ఆ కోపంతో you rebels shall we bring water for out of this rock నేను మీకోసము మేము మీకోసం ఈ రాళ్ళలో నుంచి నీళ్లు తీసుకొని రావాలన్నా ఎవరన్నా ఒక మనిషి రాయి మీద కొడితే నీళ్ళు వస్తాయండి అది దేవుని కార్యమే దేవుడు ఉన్నాడు మా మధ్యలో దేవుడు కార్యము దేవుడే ఇంత గొప్ప జన సమూహాన్ని తీసుకొని వస్తున్నాడు నా ద్వారా అని నన్ను ముందు ఉంచి ఒక నాయకుడి స్థానం మాత్రమే కానీ కానీ దేవుడు మాత్రమే వీరందరినీ నడిపిస్తున్నాడని దేవుణ్ణి మహిమపరచకుండా దేవుణ్ణి నమ్మకుండా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి మన యొక్క పరిస్థితిలో నువ్వు నేను దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుడి ఎందు నమ్మిక ఉంచినట్లయితే గొప్ప ఆశీర్వాదాలని పొందుకుంటాం చూడండి దేవుడు ఆ పరిస్థితి అయ్యో మరణం జరిగింది మోస యొక్క స్థితి తలంపుల గురించి తెలుసు మోస యొక్క ఆలోచనలు తెలుసు మరణం జరిగింది ఈ ఇటువైపు ఇస్రాయల్ ప్రజలు ఆయనతో వాదిస్తూ ఉన్నారు వీటి మధ్యలో మోసే ఉన్నాడు ఏంటి పరిస్థితి అని దేవుడి దగ్గర విచారణ చేయక దేవుడు సమాధానం ఇచ్చారు కానీ ఆ సమాధానాన్ని వేరేలాగా మోసే రిసీవ్ చేసుకున్నాడండి వేరేలాగా ప్రతిస్పందించాడు అందువల్ల నమ్మకపోవడం వల్ల కేవలం దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడు ఈ అరణ్యంలో ఆ బండను కొడితే నేను మనిషిగా కొడితే నీళ్లు రావు దేవుడు మా మధ్య కార్యం చేస్తున్నాడని నమ్మకపోవడం వల్ల నువ్వు ఈ యొక్క జనాంగాన్ని తీసుకెళ్ళవు మోసే ఆ యొక్క కానాను దేశానికి తీసుకొని పోవు అని చెప్పారు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి అందుకే నో కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారులో ఈ విధంగా ఉంటుంది ఏంటంటే నా దినములన్నీ నీ గ్రంథంలో రాయు నా దినములలో ఒక్కటైనను కాకమునుపే నీ గ్రంథంలో నా దినములన్నీ లిఖితమై ఉన్నవి మన దినములు ఒక్కటైనా కాక మునిపే మనం పుట్టక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమై ఉన్నాయి మనం వెళ్ళే పరిస్థితిలో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకను దేవునికి తెలుసండి నీ యొక్క పరిస్థితిలో ప్రతిదీ దేవుడికి తెలుసని ప్రభా నువ్వు నాకు కార్యం చేయి నేను నిన్ను నమ్ముతున్నానని ప్రభా అని అన్నట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు నువ్వు నమ్మకపోతే మోసే ఎలాగో ఆ స్థితిలో నమ్మలేకుండా ఉన్నాడో దేవుడి సమాధానం ఇచ్చినా కూడా ఆ యొక్క ప్రతిస్పందన ఆయన రెస్పాన్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ యొక్క ఇస్రాయల్ ప్రజల్ని తిట్టడం వల్ల ఎలా అయితే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడో మనం కూడా అటువంటి స్థితిలోనే ఉంటామండి రెండవదిగా మన పరిస్థితుల్లో దేవునికి మనము దగ్గరవ్వాలండి అక్కడ హన్నా యొక్క పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఏంటి ఇంత సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు నేను సంతోషంగా ఉన్నాను తర్వాత ఏంటి అని దేవుడిని వదిలేసిపోలేదండి ఎనభై నాలుగు సంవత్సరాలు విడువక దేవాలయంను విడువక రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనతో ఆయనకు సేవ చేయిచుండెను దేవుడికి దగ్గరగా వస్తే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో చూద్దామా అండి మొదటి సమయాల గ్రంథము ముప్పయో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దావీదు దావీదుతో ఉన్నవారు ఫిలిప్తీలు యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిగ్లాగు అనే ప్రాంతానికి వస్తారండి వారు అక్కడ గుడారాలు వేసుకొని దావీదుతో ఆరు వందల మంది ఉన్నారు సైన్యము ఆరు వందల మందితో దావీదు సిగ్లాగు అనే ప్రాంతంలో ఉన్న తర్వాత వారు ఫిలిప్తులతో యుద్ధాన్ని చేయడానికి వెళ్ళి మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన వారి యొక్క గుడారాలు వారి టెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా అమాలేకిలు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు అలాగే వారిని వారి యొక్క కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల్ని కుమారుల్ని కుమార్తెల్ని భార్యలని చంపకుండా వారి యొక్క ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయారు అది వారు ఆ మూడు రోజుల తర్వాత వచ్చి చూసినప్పుడు వారు ఎంతో దుఃఖంగా అక్కడ ఒక మాట ఉంటుందండి ఏంటో తెలుసా యొక్క ఏడ్చుకు శక్తి లేక పౌనంతగా బిగ్గరగా ఏడ్చారు అయ్యో మా గుడారాలన్నీ తగలబెట్టేశారే అమాలయకీలు మా బిడ్డలని మా కుమారుల్ని మా కుమార్తెలని మా భార్యలు అందరినీ తీసుకుని పోయారే వారు ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంటండి ఆ యొక్క పరిస్థితి చూసి వారి యొక్క గుడారాలన్నిటినీ తగలబెట్టేశారు ఏమి చేయాలో అర్థం కాల ఆ ఆరు వందల మంది ఆ యొక్క పరిస్థితిని చూసి దావీది కూడా ఎంతో దుఃఖపడిపోయాడంట అంట అయ్యో ఏంటి పరిస్థితి మేము అక్కడికి వెళ్ళాము యుద్ధానికి వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు అన్ని గుడారులు కాలిపోయి ఉన్నాయే తగలబడిపోయి ఉన్నాయే అని బాగా దుఃఖపడినప్పుడు ఆ ఆరు వందల మంది దావిదితో ఉన్న ఆరు వందల మంది ఏం చేశారో తెలుసా అండి వాళ్ళు ఒక్కొక్కరు రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలని చూశారంట వారు ఒక్కొక్కళ్ళు మేము మీతో ఉండడం వల్లే కదా మాకు ఈ స్థితి నీతో ఉండడం వల్లే కదా మాకు ఈ స్థితి అని అనుకుని ఆ రాళ్ళు తీసుకొని దావీదుని చంపాలని చూశారంట దావీదుని చంపాలని చూసినప్పుడు అక్కడ మనము ఆరో వచ్చిన మనం చూసినట్లయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారుల బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడు దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అక్కడ దావీదును ఓర్ ఓదార్చడానికి మనిషి ఒక ఆయన తోడు ఉండే మనిషి ఒక్కరు లేరండి ఆయన గుడారం అంతా కాలిపోయింది కుమార్తెలు లేరు కుమారులు లేరు భార్యలు లేరు ఎవ్వరు కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎవ్వరు కూడా ఆ పరిస్థితుల్లో లేరు ఉన్న ఆరు వందల మంది కూడా రాళ్ళు తీసుకొని వాళ్ళ కుమారుల బట్టి కుమార్తెల బట్టి బాధతో వాళ్ళు రాళ్ళు తీసుకొని దావీదిని చంపాలని చూశారు అప్పుడు దావీదు పారిపోలేదండి ఏం చేశాడో తెలుసా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట ఆ పరిస్థితి చూడండి గుడారాలన్నీ అతని ఇల్లంతా కాలిపోయింది కుమార్తె లేరు కుమారులు లేరు ఎవ్వరూ లేరు తనతో ఉన్న ఆరు వందల మంది తన మీద చంపాలని చూశారు కానీ దేవుణ్ణి బట్టి ఏహోవాని బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంట ఎంత గొప్ప విశ్వాసం అండి ధైర్యం తెచ్చుకొని దేవుని యొద్ విచారణ చేశాడంట ఏమని విచారణ చేశాడంటే ప్రభా నేను ఇప్పుడు యొక్క అమ్మాలేకులను తరివితే నేను వారిని పట్టుకుంటానా అంటే విచారణ చేశారు అంటే ప్రార్థన చేశాడు ప్రభా నేను నాకు సహాయం చేయి నేను ఇప్పుడు వెళ్తే నేను వారిని పట్టుకోగలనా నా భార్యలు నా కుమార్తెలు వస్తారా నా దగ్గరికి అని విచారణ చేస్తే దేవుడు చెప్పాడు వెళ్ళు నువ్వు వారిని పట్టుకొనగలవు అని చెప్పినప్పుడు ఆ ఆరు వందల మందితో వెళ్ళగా రెండు వందల మంది సొమ్మసిల్లిపోయారు తర్వాత మిగతా నాలుగు వందల మందితో వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్ళాలో తెలీదు వెళ్తూ ఉండగా ఒకడు ఐగుప్తుడు ఒక మార్గ మధ్యలో పడిపోయి ఉన్నాడండి అయ్యో ఇదేంటి తిను పడిపోయి ఉన్నాడని అతన్ని లేపి కొంచెం ఆహారము తనకి సేవ చేసి అతనికి కొంచెం పరిచర్య చేసినప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లినప్పుడు అతడు లేచి కూర్చున్నప్పుడు నువ్వు ఎవరివి నువ్వెందుకు ఇక్కడ పడిపోయి ఉన్నావు ఏం జరిగింది నీకు అని అడిగినప్పుడు దావీదు అడిగినప్పుడు ఆ యొక్క ఐగుప్తుడు ఈ విధంగా చెప్తాడంటండి మీరు తర్వాత ఈ ముప్పయో అధ్యాయం అంతా చూసినట్లయితే నేను అమాలయకిళ్ళ సైన్యంలో ఒకడను నేను గాయపడడం వల్ల నేను ఈ యుద్ధంలో ఇలా గాయపడడం వల్ల నన్ను ఇక్కడ వదిలేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు అప్పుడు దావీది అడుగుతారంట వారందరుంటారో మాకు చెప్తావా మేము మీకు నీకు నీకు ఉపకారం చేశాం కదా మేమందరం ఎక్కడుంటారో మాకు చెప్తావా అనినప్పుడు నేను చెప్తాను కానీ నా ప్రాణాన్ని తీయవద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఐగుప్తుడు అమాలేకులు ఎక్కడ ఉంటారో ఆ స్థలాన్ని చూపించారు ఆ యొక్క స్థలాన్ని చూపించినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు తెచ్చిన ఆ యొక్క సొమ్ముతో వాళ్ళు అక్కడ అక్కడ అక్కడ సెలబ్రేషన్స్ ఒక పార్టీలాగా అమాలేకులు తినుతూ తాగుతూ విందు చేసుకుంటున్నప్పుడు వీరందరూ వెళ్ళి వారు ఏదైతే కోల్పోయారో వాళ్ళ ఆస్తిని సమస్తాన్ని వాళ్ళు తీసుకుని వచ్చారండి ఇక్కడ మనం ఒక వచనం చూస్తామండి పంతొమ్మిదో వచనంలో దేవుడు కార్యం చూడండి పంతొమ్మిదో వచనంలో కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమియు తక్కువ కాకుండా దావిదు సమస్తమును రక్షించెను చూడండి ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి అక్కడ నుంచి వాళ్ళు ఏదైతే ఆ వాళ్ళ యొక్క గుడారంలో నుంచి బిడ్డలను కుమారులను కుమార్తెలను భార్యలను చిన్నది గొప్పది తక్కువది ప్రతిది ఏదైతే తీసుకెళ్ళిపోయారో అన్నిటిని అమాలయకుల నుంచి దావీదు తీసుకొని వచ్చాడు ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమిలా ఉంటుందండి David recovered all the all Amalekites had taken అంతా రికవర్ చేసేసుకున్నాడు చూసారా అండి మన పరిస్థితుల్లో మనం దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే మనం దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే దేవుడి కార్యాలు ఇలా ఉంటాయండి మన యొక్క పరిస్థితుల్లో మనం దేవుడికి దగ్గరగా వచ్చినట్లయితే చూడండి దావీదు పరిస్థితి దావీదికి సహాయం చేయడానికి మనిషి ఈ శారీరకంగా ఒక మనిషి అనే వాళ్ళు ఎవ్వడు లేరు కానీ దేవుడు నాతోనే ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క దేవుడి యొక్క విచారణ చేయగా దేవుడు ఆయనకి కార్యం చూపి ఇచ్చి he recovered everything David recovered everything ప్రతిదీ రికార్డ్ చేసుకొని ప్రతిదీ తనని తీసుకొని వచ్చారు చూడండి అంత కార్యము మన వాక్య ప్రసంగ అంశము క్రైస్తవులుగా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి మనం క్రైస్తవులుగా ఎలా ఉండాలో మొట్టమొదటి పాయింట్ అన్నా జీవితం ద్వారా ఏ పరిస్థితి అయినా మనం దేవుణ్ణి నమ్మాలి నమ్మకపోతే మన ఆశీర్వాదాల్ని పోగొట్టుకుంటాం రెండవదిగా నీ స్థితిలో నువ్వు దేవుడికి దగ్గరగా రావాలి దేవుడు ఉన్నాడు నాకు దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మాలి నేను అనుకున్నాను యొక్క వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు ప్రభా తన జీవితం అంతా ఒక త్యాగపూరితంగానే ఉంది కదా ఏడు సంవత్సరాలు సంతోషంగా ఉంది ఎనభై నాలుగు సంవత్సరాలు నేను దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థనలతో మొరపెడుతుంది ఒక త్యాగపూరితంగా ఉంది ఎటువంటి ఆశీర్వాదం లేదు ప్రభా తనకి తన జీవితంలో అనుకున్నప్పుడు లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో ఒక గొప్ప సత్యాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని దేవుణ్ణి కొనియాడి ఎరిశలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను ఆ గడియలోనే ఆ సమయంలోనే అది ఏ సమయమో తెలుసా అండి బాలుడైన ఏసయ్యను వారి యొక్క తల్లిదండ్రులు ఎరుసలేములో ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించడానికి తీసుకువచ్చిన సమయము ఆ సమయంలో అదులు ఆమె లోపలికి వచ్చి దేవాలయం లోపలికి వచ్చి ఏసయ్యను చూసి కొనియాడిందంట మూడో పాయింట్ ఏంటో తెలుసా అండి మనము ఈ విధంగా ఉంటే మన పరిస్థితుల్లో మనం దేవుని నమ్మినట్లయితే మన స్థితిలో మనం దేవుడికి దగ్గరగా అయినట్లయితే దేవుడు మనల్ని ఊహించని స్థితిలో ఉంచుతాడండి ఆమె లోక రక్షకుడైన ఏసుక్రీస్తుని తన కన్నులారా చూచిందండి ప్రవక్త ఈ విధంగా ఉంటుంది అయ్యో అంత త్యాగమే అని లోకం అనుకుంటే తను ఊహించని స్థితి అది లోక రక్షకుడైన యేసుక్రీస్తుని తన జీవిత కాలంలో కన్నులారా చూసే స్థితిని దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు ఎంత గొప్ప ధన్యత అండి మనం అనుకుంటే ఒక క్రైస్తవ జీవితం అనేది ఒక త్యాగమే ఇలా ఉండాలి అది చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు దేవుడిని యొక్క త్యాగాన్ని మర్చిపోవడానికి గుర్తుపెట్టుకో ఎవరో కాదు నువ్వే నీ నీ జీవితం గురించి ఊహించని స్థితిలో దేవుడు ఉంచుతాడు ఒక మిషనరీ గురించి తెలుసుకుందామండి మిస్ గ్లాడిస్ టెయిన్స్ ఆమె పంతొమ్మిది యాభై ఒకటో సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జన్మించారు ఈమె పంతొమ్మిది ఎనభై మూడో సంవత్సరంలో మిస్టర్ గ్రహం స్టెయిన్స్ అనే అతన్ని వివాహం చేసుకు చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో వీరిద్దరూ కలిసి మన ఇండియా భారతదేశంలో ఉన్న ఒడిశా అనే ప్రాంతంలో మనోహర్పూర్ అనే ప్రాంతంలో కుష్టు రోగులకు సేవ చేయడానికి వచ్చిన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీలు అండి వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె ముగ్గురు సంతానం గ్రహం స్టెయిన్స్ గారు కుష్టు రోగుల మధ్య ఎంతో సేవ చేశారు ఆయన అక్కడ ప్రజలు చాలా ఇష్టంగా ఆయన ఆయన సేవను చూసి ఆయన యొక్క మాటలు ప్రవర్తన చూసి అక్కడ ప్రజలు ఒరిస్సాలో మనోహర్పురంలో ఉండే ప్రజలు చాలా మంచిగా చాలా ఇష్టంగా దాదా అని పిలుచుకునేవారంట అలా వాళ్ళ యొక్క సేవ జరుగుతున్నప్పుడు వారి కుష్ఠరోగులు సేవ చేస్తూ దేవుడి గొప్పతనాన్ని దేవుడి గురించి వాళ్ళకి బోధిస్తూ ఉండేవాళ్ళంట అలా ఆ విధంగా ఇద్దరు కలిసి ఆ యొక్క యొక్క సేవని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏం జనవరి ట్వంటీ థర్డ్ నైన్టీన్ నైన్టీన్లో జనవరి ట్వంటీ థర్డ్ నైన్టీన్ నైన్టీన్లో వారు ఆ యొక్క ఇద్దరు కుమారులతో ఆ యొక్క గ్రహం స్టేన్ గారు ఒక కారులో ఉన్నప్పుడు ఒక మతోన్మాదులు వచ్చి ఆ ఆ యొక్క బిడ్డలను ఆ కుమారులను ఆ యొక్క గ్రహం స్టేన్ గారిని చంపేసి ఆ యొక్క కారుని తగలబెట్టేశారండి ఆ యొక్క కారుకి మంట అంటించి ఆ యొక్క ఆ యొక్క డెడ్ బాడీల్ని తగలపెట్టేశారు అంత భయంకరంగా ఇది ఎక్కడో జరిగింది కాదండి ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది ఆ యొక్క తగలపెట్టేసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఈ విధంగా అన్నారు ఈ హత్యలు ప్రపంచం చూసిన ఘోరాతి ఘోరమైన హత్యల జాబితాలో చేరవలసి ఉన్నది అని చెప్పారండి అంతేకాకుండా గ్లాడీస్ ఈ విధంగా స్పందించింది ఏమని అంటే నా భర్తను నా కుమారుల్ని చంపిన ఇద్దరిని నేను క్షమిస్తున్నాను ప్రభా వీరే ఏమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆ విధంగా మీడియాకి ప్రకటించారండి చూసినట్లయితే గ్రహం యొక్క మరణము మన దేశాన్ని కదిలిస్తే ఆమె క్షమాపణ ప్రపంచాన్ని కదిలించిందండి నేను మరొకసారి చెప్తానండి గ్రహం యొక్క మరణము మన దేశాన్ని కదిలించింది అయ్యో ఇలాగ ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీగా వచ్చి ఇలా చనిపోయారని మన దేశాన్ని కదిలిస్తే ఆమె యొక్క క్షమాపణ అనేది ఈ యొక్క ప్రపంచాన్ని కదిలించిందండి అంతేకాకుండా వాడు ఎన్నో ఫెసిలిటీస్ ఉండి ఎంతో అందమైన ఆస్ట్రేలియా యొక్క ప్రాంతాన్ని వదిలి మన ఒరిస్సా రాష్ట్రంలో కనీసం త్రాగునీరు కూడా లేని ఆ యొక్క ప్రాంతంలో ఉండి సేవ చేశారు అంతేకాకుండా వారి యొక్క భర్త గారు చనిపోయిన తర్వాత ఇంకా కూడా ఆ భర్త గారు మొదలుపెట్టిన ఆ భర్త గారికి దేవుడు అనుగ్రహించిన కుష్ఠరోగుల యొక్క మధ్య సేవను తను ఇరవై మూడు సంవత్సరాలు మన ఇండియాలోనే ఉండి ఆ యొక్క సేవను కొనసాగిస్తూ ఒక అక్కగా ఒక తల్లిగా వారి మధ్యలో ఉంటూ అంటూ ఆ కుష్ఠరోగుల మధ్య సేవ చేసిందండి అంతేకాకుండా గ్రహం గారి యొక్క ఒక కళ అయిన లిప్రసీ మెమోరియల్ హాస్పిటల్ ఒరిస్సా రాష్ట్రంలో తను కట్టించారండి అంతేకాకుండా దేవుడు ఎంతగా గొప్పగా ఆశీర్వదించాడు అంటే తన భర్త మరణం తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు తను ఇక్కడే ఉండి సేవ చేసింది అదే కాకుండా ఆమె సేవను గుర్తించిన మన సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఐదో సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అనుగ్రహించారండి అలాగే రెండు వేల పదిహేనో సంవత్సరంలో Mother Teresa for social justice అనే అవార్డును తనకు బహుకరించారు చూసారా అండి తనకి బాధ వచ్చింది తన త్యాగంగా ఉండిపోయింది మన ఇండియాలోనే భర్త తర్వాత కానీ లోకానికి క్రీస్తు యొక్క క్షమాపణ ఏంటి క్రీస్తు ప్రేమ ఏంటో లోకానికి తన జీవితం ద్వారా చూపించిందండి ఎంత గొప్ప ధన్యత అండి మనం అనుకుంటూ ఉంటాం నేను మన పరిస్థితుల్లో మనం దేవుడిని నమ్ముతున్నాం దేవుడి దగ్గరకు వస్తున్నాం నా జీవితం ఏంటి ఊహించని స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచుతాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ ప్రభా ప్రవక్త అయిన అన్న జీవితం ద్వారా తండ్రి మా యొక్క జీవితాలు ఎలా ఉండాలో కేవలం మూడు వచనాల ద్వారా మాతో మాట్లాడిన గొప్ప సర్వోన్నతుడ నీకు కోట్లాది కృతజ్ఞతలు అయ్యా ఏసయ్య మా పరిస్థితుల్లో కేవలం నిన్ను మాత్రమే నమ్మిక కలిగి జీవించడానికి ప్రభా ఎలా అయితే మోసే నమ్మకుండా తన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడో ప్రభా అటువంటి బిడ్డలుగా కాకుండా ఎటువంటి పరిస్థితి అయినా నా దేవుడికి తెలుసు నా దినములు ఒక్కటైనా కాకముండే ప్రతిదీ కూడా ఆయన గ్రంథంలో లిఖితమై ఉన్నాయని నమ్మి దేవుడు మీద నమ్మకం కలిగే ఆత్మీయ స్థితిని అనుగ్రహించు తండ్రి ఏసయ్య మా యొక్క స్థితిలో నీకు దగ్గరగా వచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా ఏసయ్య ఎలా అయితే దావీది నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎలా అయితే ప్రతిదీ కూడా అన్నిటిని పోగొట్టుకున్న వాటన్నిటిని తను సంపాదించుకున్నాడో తండ్రి ఏసయ్య అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్క బిడ్డ బిడ్డకు అనుగ్రహించే ఎలా అయితే లోక రక్షకుని తండ్రి ప్రవక్తైన అన్న కన్నులారా చూడగలిగిందో ఆశ్చర్యకరుడ నీ యొక్క ప్రేమను ప్రభ మేము ఈ లోకంలో నీ కోసం మేము బ్రతుకుచుండగా తండ్రి ప్రతి ఒక్కరిని ఊహించని స్థితిలో ఉంచయ్యా ఎలా అయితే గ్లాడి స్టేన్స్ గారు ఏసయ్య నీ కోసం ఈ గ్లో ఈ యొక్క రాష్ట్రంలో యొక్క దేశంలో ఉండి ఉన్నారో ప్రభ ఊహించని స్థితిలో లోకానికి దేవుని ప్రేమ చూపించే స్థితిలో తన్ని ఉంచావు మమ్మల్ని కూడా అటువంటి స్థితి స్థితిని అటువంటి గొప్ప భాగ్యాన్ని ధన్యతను అందరికీ అనుగ్రహించు తండ్రి ఈ లోకంలో నీ యొక్క సాధనాలు నీ యొక్క శక్తిని నీ గొప్పతనాన్ని మా ద్వారా చూపించేసయ్యా అటువంటి ఆశీర్వాదాల కోసం మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ప్రభా యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నువ్వే ఉండి నడిపించండి నీ శక్తితో నింపండి నీ నామాన్ని గనపరుచుకోనండి నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసే మనకు ఆశ్రమం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడన యేసు క్రీస్తు నామంన వందనాలు అలాగే ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు మీ యొక్క స్నేహితులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ప్రతిరోజు ఉదయము దేవుని యొక్క వాక్యాన్ని ఇంగ్లీష్లో తెలుగులో చూడాలి అనుకుంటే మా యొక్క YouTube channel Deepthi for Jesus అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినొచ్చు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్